সামনে পাকা বলছেন Hey, what's in? Gracias. Sir sir సార్తో పాటు సార్ ఉండు రాని ఉండు నిలబెడతా ఉండరా ఇంకా రాని సార్ సార్ సార్ నడుస్తా వచ్చి